మీరు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారా స్టార్ట్అప్ కోచ్ సుధీర్ వర్మ గారి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వండి welcome to academy of startups good morning sir good morning madam sir ఈ రోజు మార్కెట్ లో సైబర్ దోపిడీలు చాలా జరుగుతున్నాయి కదా వాటి గురించి మీరు ఏమంటారు సైబర్ దోపిడీలు అనేసరికి ఎక్కువగా మొబైల్ బేస్డ్ అప్లికేషన్స్ లేదా మొబైల్ డివైసెస్ లేదా ఈమెయిల్స్ ఎస్ఎంఎస్ వీటి ద్వారా ఎక్కువ సైబర్ దోపిడీలు జరుగుతున్నాయండి యూజువల్గా వీటిలో ఉండే మెథడ్స్ ఏ రకంగా ఉంటాయంటే ఇదర్ మీకు ఒక ఎస్ఎంఎస్ పంపిస్తారు మీకు ఫలానా లోన్ అప్రూవల్ అయింది ఈ లింక్ క్లిక్ చేయండి లేదా మీ ఓటీపీ ఆధార్ ఏదో మిస్ మ్యాచ్ అయింది నెంబర్ క్లిక్ చేయండి లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డిస్బర్స్ అయింది ఈ ఫలానా లింక్ క్లిక్ చేయండి అని చెప్పి మీకు స్పామ్ లింక్స్ పంపిస్తుంటారు ఒకవేళ పొరపాటున ఎవరైనా లింక్ని కనుక క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి యాక్సెస్ అవుతుంది మీ ఓటీపీలు కానీ మొబైల్ ట్రాన్సాక్షన్ ఐడీస్ పాస్వర్డ్స్ కానీ లేదంటే గూగుల్ పిన్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేయడం జరుగుతుంది తద్వారా మీ ఇంటర్నెట్ బ్యాంకింగ్లో కానీ లేదా ఏదైనా మొబైల్ వ్యాలెట్లో ఏదైనా అమౌంట్ ఉన్నా అమౌంట్ ఒకటే కదా ఇవాళ డేటా కూడా చాలామందికి ఇంపార్టెంట్ మీ పర్సనల్ ఫైల్స్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉన్న అటువంటివి కూడా వాళ్ళు మొబైల్ నుంచి దొంగతనం చేయడం జరుగుతుంది తర్వాత దాని నుంచి బ్లాక్మెయిల్ చేయడం ఇంకోటి చేయడం ఇంకోటి చేయడం అలాగే మీ emails number of emails mostly Nigerian countries నుంచి ఈ ఈమెయిల్ స్పామర్స్ లేదా హ్యాకర్స్ ఎక్కువగా వస్తూ ఉంటారు సో మీకు ఫలానా లోన్ అప్రూవల్ అయింది లింక్ క్లిక్ చేయండి లేదా మీకు ఫ్రీగా ఒక గిఫ్ట్ వచ్చింది అమెజాన్ నుంచి ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు అది అవుతుంది ఇటువంటి నెంబర్ ఆఫ్ స్పామింగ్ లింక్స్ పంపిస్తూ ఉంటారు ఇది త్రూ ఈమెయిల్స్ కానీ వాట్సాప్ నెంబర్స్లో కానీ ఇన్స్టాగ్రామ్ మెసెంజర్లో కానీ లేదా ఫేస్బుక్ మెసెంజర్లో కానీ వీటి ద్వారా కూడా ఎక్కువ జరుగుతుంది మోస్ట్లీ ఎస్ఎంఎస్లో ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తూ ఉంటే పర్ డే మనకి నెంబర్ ఆఫ్ ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి అందులో పొరపాటున మనకి ఏదైనా బై మిస్టేక్ కనుక క్లిక్ చేస్తే ఈ థ్రెట్ ఉంటుంది ఈ రెండింటిని అరికట్టడం ఎలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక one of the challenge on other hand ఇంకా మాట్లాడాలంటే ఇవాళ కొత్త కొత్తగా ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతున్నాయి అంటే నాకు తెలిసిన ఒక బ్యాంక్ మేనేజర్ ఉన్నారు ఆయన ఒకరోజు నైట్ టెన్ థర్టీ లెవెన్కి కాల్ చేశారు సుధీర్ ఒక చిన్న ప్రాబ్లము వెరీ పర్సనల్ ఒకసారి మీతో మాట్లాడాలని చెప్పండి సార్ ఏంటి విషయం అన్నా ఏం లేదు ఇవాళ నాకు ఫేస్బుక్ నుంచి ఎవరో ఒక రిక్వెస్ట్ పెట్టారు రిక్వెస్ట్ పెట్టి చాలాసేపు చాట్ చేస్తున్నారు చాట్ చేస్తున్నప్పుడు వీడియో కాల్ మాట్లాడదామా అని అడిగారు వీడియో కాల్ చేసేసరికి అక్కడ ఎవరూ లేరు నార్మల్గా నార్మల్ పర్సనే మాట్లాడుతున్నారు బట్ ఏం చేశారంటే నా స్క్రీన్ అంతా రికార్డ్ చేసి దాన్ని ఒక నోట్ వీడియోకి మార్ఫింగ్ చేసి నాకు ఐదు వేలు కావాలి పదివేలు కావాలి అని తిరిగి నన్ను డబ్బులు డిమాండ్ చేస్తున్నారు ఈ ఇష్యూ నుంచి నేను ఎలా బయటపడాలి ఒకవేళ చేయకపోతే కనుక ఆ వీడియో ఇంటర్నెట్లో పెడతామని చెప్తున్నారు సో దీనికి మనం ఏం చేయగలం ఇవాళ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే కొత్తగా ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది సరే అమ్మాయి కదా అని యాక్సెప్ట్ చేస్తారు చాటింగ్ చేస్తారు వీడియో కాల్ అనేసరికి ముందు వీడియో కాల్ చేసేస్తారు చేసేటప్పుడు ఇటువంటి వార్తల నుంచి అదొక టీం ఉంటుంది మనకి బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇటువంటి గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి వీళ్ళు నేరుగా చేసే పని ఏంటంటే ఇద్దరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అందరినీ డబ్బులు అడగడం లేదా ఒక అమ్మాయిలాగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ యాక్సెస్ తీసుకొని వీడియోస్ అవి రికార్డ్ చేసి మార్ఫింగ్ చేసి మేము డబ్బులు ఇవ్వకపోతే మీ వీడియో ఇంటర్నెట్లో పెడతామని తిరిగి బ్లాక్మెయిల్ చేయడం ఇటువంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో ఇది కూడా one of the major challenge దీంట్లో కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు even one of the Bollywood celebrity కూడా ఈ uh, ఈ నైజీరియన్ ఈమెయిల్ స్పాన్స్ ద్వారా ఐదు పది లక్షలు పోగొట్టుకున్నవాడు ఉన్నాడు సో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు తక్కువ వయసు వాళ్ళు చదువు లేని వాళ్ళు అంటూ లేదు బాగా హై ప్రొఫైల్ క్యాండిడేట్స్ కూడా ఈ సైబర్ నేరాలకు దొరికిపోతున్నారు సో దీంట్లో మనం జాగ్రత్త పడవలసిన విషయం ఏంటంటే ఫస్ట్ అన్వాంటెడ్ ఈమెయిల్స్ మీకు ఏవైనా వస్తే ఇంచుమించుగా డిలీట్ చేసేయండి ప్రతి ఈమెయిల్ని ఓపెన్ చేసి లింక్స్ క్లిక్ చేయకూడదు ప్రతి ఈమెయిల్ లింక్ వల్ల మనకి ఏమీ ఉపయోగం లేదు అలాగే మీ ఎస్ఎంఎస్ నుంచి వచ్చే ప్రతి లింక్స్ కూడా క్లిక్ చేయదు ఎక్కువగా వీళ్ళు ఏజ్డ్ పీపుల్ని రిటైర్ అయిపోయిన పీపుల్ని విలేజ్లో ఉండే పీపుల్ని ఎక్కువగా టార్గెట్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి అన్ని విషయాలు తెలియవు మనం ఏదైనా ఓటీపీ అడిగినా కాల్ చేసి క్రెడిట్ కార్డ్ నెంబర్ అడిగినా కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఎవరో బ్యాంక్ నుంచి కాల్ చేసాం మీ క్రెడిట్ కార్డ్ నెంబరో డెబిట్ కార్డ్ నెంబరో పంపించండి అంటే కార్డు ముందు వెనక ఫోటో తీసి పంపించేస్తారు డైరెక్ట్గా సో నెంబర్ ఎంటర్ అయిపోతుంది సివివి ఎంటర్ అయిపోతుంది ఈజీగా హ్యాక్ చేస్తారు అటువంటి కార్డ్స్ అన్నిటి నేను ఇంకొకటి తెలిసిన వాళ్ళకి ఏం జరిగిందంటే ఒక ఆన్లైన్ డ్రెస్సింగ్ పోర్టల్ ఆన్లైన్లో చుడీదార్సు డ్రెస్సులు టాప్స్ షూస్ అమ్ముతున్న ఒక వెబ్సైట్ ఎవరో ఒక అమ్మాయి అందులో ఆర్డర్ బుక్ చేసుకుంది పేమెంట్ వెళ్ళిపోయింది కానీ అట్నుంచి తిరిగి ఆర్డర్ రాలేదు ఒక ఫోర్ థౌజండ్ అంత పే చేశారు అట్నుంచి తిరిగి ఆర్డర్ ఏమీ రాలేదు తిరిగి వాళ్ళ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే మేడం ఒక్కసారి మీ మీకు ఒక లింక్ పంపిస్తాం ఈ లింక్ ఓపెన్ చేయండి మీ ఓటీపీ కనుక అందులో ఎంటర్ చేసినా లేదా మీ Google Google Pay Google Pay password కానీ ఫోన్పే పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసి చూడండి ఒక హండ్రెడ్ రూపీస్ టెస్ట్ ట్రాన్సాక్షన్ చేయండి దానివల్ల ఏమైనా మిస్ మ్యాచ్ అయినామో మేము మా సైడ్ నుంచి వెరిఫై చేస్తాను ఒక లింక్ పంపించారు ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఫోన్పే పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఉంది ఈ అమ్మాయి ఫోన్పే పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసింది వెంటనే ఫోన్పేలో ఉన్న డబ్బులన్నీ డిడక్ట్ చేశారు సో ఇటువంటి నేరాలకు అసలు లిమిట్ లేదండి ఇలా మాట్లాడుకుంటే more than hundred hundred category of cyber crimes జరుగుతున్నాయి ఈ రోజుల్లో అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కానీ సోషల్ మీడియాలో ఈ సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ఇచ్చేవాళ్ళు కానీ చెప్పే మాట ఏమిటంటే ఫస్ట్ అన్వాంటెడ్ లిస్టింగ్ సైట్స్ నుంచి మీరు ఎటువంటి షాపింగ్స్ చేయొద్దు ఆ షాపింగ్ నిజంగా సెక్ సెక్యూర్గా ఉందా వెరిఫైడ్గా ఉందా లేదా మనం ఖచ్చితంగా చూసుకోవాలి దాని నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కానీ సోషల్ మీడియాలో రివ్యూస్ కానీ వాళ్ళ గూగుల్ రేటింగ్స్ కానీ వాళ్ళ బిజినెస్ పోర్ట్ఫోలియో కానీ ఎలా ఉందో ఖచ్చితంగా చెక్ చేయాలి రెండు ప్రతి ఈమెయిల్ది ప్రతి ఎస్ఎంఎస్ది ప్రతి వాట్సాప్లో వచ్చే లింక్స్ కూడా క్లిక్ చేయొద్దు దాని నుంచి కూడా చాలా స్పామర్స్ వెళ్ళిపోతుంటాయి ఫిషింగ్ మెయిల్స్ ఉంటూ ఉంటాయి దానివల్ల మీ డేటా అంతా టెఫ్ట్ అవుట్ ఉంటుంది మూడు అన్వాంటెడ్గా ఎవరైనా కొత్త పర్సన్ డైరెక్ట్గా ఒక మాట్లాడిన ఒక ఐదు పది నిమిషాల ట్రాన్సాక్షన్లోనే మనం ఒక వీడియో కాల్ మాట్లాడుకుందాం నేను నీకు బిజినెస్ క్లయింట్ని నేను యూఎస్లో ఉంటున్నాను ఈవెన్ మెయిల్ టు మెయిల్ కూడా ఫిమేల్ అనే కాదు కొంతమంది ఏమంటారంటే నేను అమెరికాలో ఉంటున్నాను నా దగ్గర మంచి ప్రాజెక్ట్ ఉంది మనం ఒక జూమ్ కాల్ తీసుకుందాం అంటారు జూమ్ కాల్ తీసినప్పుడు సేమ్ ఇదంతా రికార్డ్ చేసి మళ్ళీ మార్ఫింగ్స్ చేసి ఈటింగ్ చేసి మాకు డబ్బులు ఇమ్మని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు రీసెంట్గా పంజాబ్లో ఒక అమ్మాయి ఏం చేసిందంటే అందరికీ ఫోటోలు పంపించి బ్లాక్మెయిల్ చేసింది నా వెనకాల ఒక మాఫియా డాన్ ఉన్నాడు మీరు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే నేను మీకు ఇష్యూ చేస్తానంది సో ఇటువంటి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి వీటిని అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ అన్వాంటెడ్ పర్సన్స్ నుంచి మనం దూరంగా ఉండాలి ఇటువంటి ఈమెయిల్స్ మనం క్లిక్ చేయకూడదు మీరు ఏదైనా పేమెంట్ గేట్వే యాక్సెస్ చేస్తున్నారంటే అది పీసీఐ వెరిఫైడ్ పేమెంట్ గేట్వే కాదో చెక్ చేసుకోవాలి పీసీఐ వెరిఫైడ్ పేమెంట్ గేట్వేస్ ఉంటాయి వాళ్ళు మనకి రేజర్పే కానీ క్యాష్ ఫ్రీ కానీ పేటిఎం కానీ ఇవన్నీ కానీ PCI verified payment gateway so ఇటువంటివి యూస్ చేసుకోవచ్చు అలా కాకుండా కొత్త payment gateways unsecured payment gateways ఏమైనా ఉంటే మనం యూస్ చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం మీరు యూస్ చేసే సోషల్ మీడియా లేదంటే వెబ్సైట్స్లో పైన యూఆర్ఎల్ ఉంటుంది హైపర్ టెక్స్ట్ హెచ్టిటిపి హెచ్టిటిపి లాస్ట్లో ఎస్ సెక్యూరిటీ ఉండాలి జస్ట్ హెచ్టిటిపి ఉంటే అటువంటి వెబ్సైట్స్ కూడా మీరు యాక్సెస్ చేయకూడదు అవి కూడా అన్సెక్యూర్డ్ వెబ్సైట్ వాటి వల్ల కూడా కుకీస్ అవి అలో చేసి మీ డేటాని తెప్ప చేసే అవకాశం ఉంటుంది ఇలా మనం బేసిక్ ప్రికాషన్స్ చూసుకొని అన్వాంటెడ్ థింగ్స్ uh, నుంచి అన్నెసరీ పర్సన్స్ నుంచి మనం ఎంత దూరంగా ఉండగలిగితే అంత సెక్యూర్గా మన మొబైల్ ఉంటుంది మన డేటా కూడా సేఫ్గా ఉంటుంది చాలామంది డబ్బు ఒక్కటే దొంగతనం జరుగుతుంది అనుకుంటున్నారు ఇవాళ డబ్బు కన్నా డేటా చాలా ఇంపార్టెంట్ ఈ డేటాని కనుక థెఫ్ట్ చేసి దాన్ని ఏ విధంగా అయినా మిస్యూజ్ చేసినా మనకి చాలా డేంజర్ డబ్బు మహాయితో ఒక ఐదు వేలు పదివేలు పోవచ్చు కానీ డేటా మిస్ అయిందంటే అంతకు మించిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ పోతుంది మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ ఈమెయిల్లో ఏమైనా పాస్వర్డ్స్ ఉండొచ్చు ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉండొచ్చు లేదా మీ సెక్యూర్డ్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉండొచ్చు బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఉండొచ్చు లేదా వ్యాలిడ్ వాల్యుబుల్ డేటా ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉండొచ్చు సో ఇది ఏ రకంగా థెఫ్ట్ జరిగినా మీకు ప్రాబ్లం జరుగుతుంది సో ఈ రెండింటిని అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఇటువంటి బేసిక్ నెసరీ పారామీటర్స్ని కనుక ఫాలో అవ్వగలిగితే ఈ మార్కెట్లో జరిగే సైబర్ నేరాలు కానీ సైబర్ దోపిడీలు కానీ మనం ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు అన్వాంటెడ్ పర్సన్స్ నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు సార్ ఇప్పుడు చాలా నేరాలు జరుగుతుంటాయి సార్ బట్ మనం దాన్ని ఎలా గుర్తుపట్టాలి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఫౌండర్గా మీరు వీటికి ఎలా సజెస్ట్ చేస్తారు ఎక్కువగా అండి మొబైల్ని ప్రతి ఒక్కరికి యాక్సెస్కి ఇవ్వకూడదు సో మనం ఏం చేస్తాం అంటే ఒక మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేస్తాం ఇన్స్టాల్ చేసేటప్పుడు అసలు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమీ చదవం agree terms and conditions privacy policy accept accept accept కొట్టుకుంటూ వెళ్తున్నాం ఇలా యాక్సెప్ట్ కొట్టే క్రమంలో మన కాల్స్ డేటా కానీ మన ఎస్ఎంఎస్ డేటా కానీ మన ఈమెయిల్ డేటా కానీ వెరిఫై చేయమని మొబైల్ యాప్కి మనమే యాక్సెస్ ఇస్తున్నాం అలాగే మీరు వెబ్సైట్స్లో ఈవెన్ ల్యాప్టాప్లో చాలా కంపెనీస్ తాలూకా సైన్ ఇన్ లాగిన్ పోర్టల్స్ వచ్చేటప్పుడు కూడా డిఫాల్ట్గా మీ జీమెయిల్ ఐడి నుంచి లాగిన్ అయ్యి మీ యాక్సెస్ అంతా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు సో వీటిని ఫస్ట్ మనం అవాయిడ్ చేయాలి అంటే మీ మొబైల్కి నిజంగా ఎన్ని అప్లికేషన్స్ అవసరం ఒక ఫోన్పే ఉంది ఖచ్చితంగా అవసరం ఒక రైల్ టికెట్ ఉంది అవసరం ఒక మెట్రో టికెట్ ఉంది అవసరం లేదంటే ర్యాపిడో లాంటి మొబైల్ యాప్ అయింది ఏది అవసరమో అవి మాత్రమే వాడుకోండి అన్వాంటెడ్గా ఉన్న మొబైల్ యాప్స్ ఏవి కూడా మనం యూస్ చేయకూడదు సరదాగా కూపన్స్ ఇస్తున్నారు షాపింగ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు ఆఫర్స్లో ఏదో కొత్త స్కీమ్ ఉంది ఇటువంటివన్నీ కూడా మనం యాక్సెస్ చేయడం వల్ల మన డేటాని ఎక్కువ మందికి మనమే యాక్సెస్ ఇస్తున్నాం సో ఫస్ట్ దీన్ని తగ్గించుకోవాలి రెండు ఈ ఈమెయిల్స్లో కానీ ఎస్ఎంఎస్లో వచ్చే ఇన్ఫర్మేషన్ని క్లియర్గా చదవండి మీ ఓటీపీ లేదా మీ ఏటీఎం కార్డు పోయింది మాకు వెంటనే కాల్ చేయండి లేదా ఈ లింక్ క్లిక్ చేయండి అటువంటివి చేయకూడదు మేము మీ నెంబర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ పంపిస్తాం ఆ ఓటీపీ చెప్పండి అటువంటివి చెప్పకూడదు మీకు ఎవరైనా ఫ్రెండ్ ఫార్వర్డ్గా సరదా ఒక లింక్ షేర్ చేశారు అనుకోండి ఆ లింక్ ఏంటో అడగండి ఫ్రెండ్ ఫార్వర్డ్ చేశారు కదని వెంటనే దాన్ని క్లిక్ చేయొద్దు దాంట్లో కూడా స్పామర్స్ ఉంటాయి ఈవెన్ యూట్యూబ్లో కూడా number of spamming spam video links ఉంటాయి దాని నుంచి కూడా చాలా డేటా థెఫ్ట్ జరుగుతూ ఉంటుంది సో ఎవరైనా ఒక లింక్ పంపిస్తే ఆ లింక్ దేనికోసం పంపించారు వాడు తెలిసే పంపించాడా తెలియక పంపించాడా లేదా ఫార్వర్డ్లో వచ్చేసిందా వాడు దానివల్ల వాడికి ఏమైనా ఇబ్బంది ఉందా ముందు ఆ విషయం అట్లా అడగండి ఎందుకంటే చాలా స్పామింగ్ స్పామ్ లింక్స్ వస్తుంటాయి సరదాగా ఫార్వర్డ్ చేసేస్తుంటారు అందరికీ దొరికింది కదా అని సో అటువంటివి కూడా ఫార్వర్డ్ చేయకూడదు అన్నెసరీ డేటాని యూస్ చేయకూడదండి నిజానికి మనకి ఎంత అవసరం అంత డేటా యూస్ చేసుకోవాలి అన్నెసరీ డేటా యూసేజ్ని కనుక తగ్గిస్తే కార్బన్ ఫిల్టరేషన్ తగ్గుతుంది ఈ స్పామ్స్ ఈమెయిల్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి even WhatsApp Facebook Reserve Bank of India లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఇవాళ మార్కెట్లో సైబర్ క్రైమ్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి మేము ఎవరికి ఫోన్ నెంబర్లు అడగం మేము ఎవరికి ఏటీఎం కార్డులు డెబిట్ కార్డు నెంబర్లు పిన్నులు అడగం దయచేసి బ్యాంక్ నుంచి అటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీరు రెస్పాండ్ అవ్వకుండా బ్యాంకులు అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి ఈవెన్ వాట్సాప్ ఫేస్బుక్ కూడా ఒకనొక టైంలో క్యాంపెయిన్ రన్ చేసింది అన్నెసరీ ఫార్వర్డ్ మెసేజెస్ చెయ్యొద్దు పదిహేను ఏళ్ల క్రితం మెసేజ్లు ఇరవై ఏళ్ల క్రితం మెసేజ్లు ప్రపంచం మొత్తంలో అన్ని జాతీయ గీతాలకి భారతదేశం జాతీయ గీతానికి ఉత్తమ అవార్డు వచ్చింది ఇంకా అలాంటి ఫార్వర్డ్ మెసేజ్లు వెళ్తున్నాయి మార్కెట్లో సో ఇటువంటి ఫార్వర్డ్ మెసేజ్ అది పక్కవాడికి పంపించడం వల్ల మనకి ఏమిటి ఉపయోగం మనకి ఎవడో పంపించాడు ఓకే మనం దాన్ని పక్కవాడికి పంపించడం వల్ల ఏమిటి ఉపయోగం అనేది కూడా చూసుకోవాలి ఇప్పుడు మన బిజినెస్ ప్రమోషన్ అనుకోండి ఫార్వర్డ్ చేయొచ్చు లేదా ఒక మూవీ లేదా ఆర్టికల్ అనుకోండి దాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల మనకి ఏమొస్తుంది సో అటువంటి అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ని ఎప్పుడైతే మనం ఫార్వర్డ్స్ తగ్గిస్తామో ఫార్వర్డ్ అనేది సగం వరకు తగ్గించుకోగలిగితే మెజారిటీ ఆఫ్ ద థ్రెడ్స్ అన్నీ కూడా మనం తగ్గించుకోవచ్చు సో ఈ రెండు విషయాలు చక్కగా పాటిస్తూ ఏవి అవసరమయ్యో ఆ విషయాన్ని మాత్రమే యాక్సెస్ చేసుకొని ఏ వెబ్సైట్స్ అవసరమవుతున్నాయో వాటికి మాత్రమే లింక్ యాక్సెస్ ఇస్తూ ఏ మొబైల్ యాప్స్ అవసరమో వాటినే లింక్ యాక్సెస్ చేస్తూ సెక్యూర్గా సేఫ్గా ఉండడం వల్ల మనం మార్కెట్లో జరిగే ఈ సైబర్ క్రైమ్స్ నుంచి కానీ దోపిడీల నుంచి కానీ కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు thank you sir thank you so much ma'am మీరు కనుక పర్సనల్గా బిజినెస్ చేయాలనుకున్న మీ ఐడియాస్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న వెంటనే సంప్రదించండి academy of startups Sudheer Varma గారితో అపాయింట్మెంట్ తీసుకొని మీ బిజినెస్ని మరింత వేగవంతం చేసుకోండి థ్యాంక్ యూ